welcome to tech hundred friends ఈ వీడియోలో మీరు మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్కి రికవరీ మోడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూస్తారు మీరు చాలా రకాలుగా ట్రై చేసి ఉంటారు ఫ్రెండ్స్ కానీ రికవరీ మోడ్ అనేది ఇన్స్టాల్ అవ్వదు సో ఇందులో చూపించిన విధంగా చేస్తే రికవరీ మోడ్తో పాటు రూట్ యాక్సెస్ కూడా మీ మొబైల్కి అవైలబుల్ అవుతుంది అదేలాగా ఇప్పుడు చూద్దాం ముందు మనం స్టాక్ మన స్టాక్ రూమ్ డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వెబ్సైట్ లింక్ మీ మొబైల్ సెట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి నేను నా స్టాక్ రూమ్లోకి వెళ్తున్నాను అందులో మీకు ఎస్పి ఫ్లాష్ టూల్స్ అనే ఒక ఫైల్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అదొక టూల్ మీ మొబైల్ని స్టాక్ రూమ్ ఫ్లాష్ చేయడానికి ఉపయోగించే ఒక టూల్ అది మీకు ఇదంతా అర్థం కాకపోతే నేను చూపించేది ఫాలో అవ్వండి ఫస్ట్ ఎస్పి ఫ్లాష్ టూల్స్ అనే ఫోల్డర్లోకి వెళ్ళండి దాని మీద క్లిక్ చేసుకుని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు ఇక్కడ ఫ్లాష్ టూల్ అని కనిపిస్తుంది కదా దాన్ని ఓపెన్ చేయండి ఈ సాఫ్ట్వేర్ అనేది మొబైల్ ఫ్లాష్ చేయడానికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే మీ మీ వాయిస్ కరప్ట్ అయినప్పుడు దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మీకు ఇక్కడ స్కాటర్ ఫైల్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి అదే మీ మొబైల్ డెస్టినేషన్ చూపిస్తుంది ఇక్కడ ఫిర్మ్వేర్ అని ఉంటుంది మీ మొబైల్ ఉన్న ఫోల్డర్లోనే దాని మీద క్లిక్ చేయండి దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ స్కాటర్ ఫైల్ అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ మీది ఏ మొబైల్ అయితే ఆ మొబైల్కి సంబంధించిన స్కాటర్ ఫైల్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ప్రీ లోడర్ ఇవన్నీ కనిపిస్తాయి కింద ఆప్షన్స్ ఇవన్నీ వీటన్నిటిని అన్మార్క్ చే అదే అన్చెక్ చేసేయండి అన్మార్క్ చేసేయండి వీటన్నిటిని మీకు ఇక్కడ రికవరీ అని ఒకటి కనిపిస్తుంది చూసారా ఫ్రెండ్స్ దాన్ని మీరు మార్క్ చేసుకోవాలి మొత్తం అన్ని అన్మార్క్ చేసి దాన్ని సెలెక్ట్ చేసుకుని మీరు మీ మొబైల్కి సూట్ అయ్యే రికవరీ మోడ్ అనేది సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు కనుక సరిగ్గా డౌన్లోడ్ చేసుకోకపోతే మీ మొబైల్ హార్డ్ బ్రిక్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ అవ్వడం పాడైపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి సో మీరు మీ మొబైల్ యొక్క అదే రికవరీ మోడ్ని జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోవాలి సూట్ అయ్యేది నాది ఫిల్జ్ రికవరీ మోడ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అది పైన ఫిల్జ్ రికవరీ మోడ్ ఉంది దాని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తున్నాను నాది Lava Iris fuel sixty friends ఈ మొబైల్కి సింఫనీ వన్ ఫిఫ్టీ అనే మొబైల్ యొక్క రికవరీ సూట్ అవుతుంది మీ మొబైల్స్లో ఏదైనా ఇది ఉంటే కనుక మీరు ఆ రికవరీ మోడ్ని నెట్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీ ఛార్జింగ్ పిన్ కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మీ ఛార్జింగ్ పిన్ అనే దాన్ని కనెక్ట్ చేయాలి అప్పుడే మీకు ఇది ఇన్స్టాల్ అవుతుంది ఈ ప్రాసెస్ మొత్తం మీరు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి చేయాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీ మెయిల్లోకి పొందొచ్చు thanks for watching this video friends